hi friends welcome to my channel Karthika Puranam పద్నాలుగవ అధ్యాయము ఆబోతునకు అచ్చువేసి ఆవు పెయ్యకు పెండ్లి చేయుట మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మాస మహత్యంను గురించి తనకు తెలిసినటువంటి సర్వ విషయములు చెప్పవలనన్న కుతూహలంతో ఇట్లు చెప్పుచున్నారు ఓ రాజా కార్తీక మాసపు పౌర్ణం రోజున వృషోత్సర్జన చేయుట శివనామమగు సాలగ్రామమును దానం చేయుట ఉసిరికాయలను దక్షిణతో దానం చేయటం మొదలైనటువంటి కార్యములు చేయటం వలన వెనకటి జన్మలద్దు చేసినటువంటి పాపములు నశింప చేసుకుందురు కార్తీక పౌర్ణమి రోజున ఆబోతునకు అచ్చువేసి ఆవు పయ్యకు వివాహం చేసిన వారికి కోటి యాగములు చేసినటువంటి ఫలితము దక్కును ప్రతి మంజరి యొక్క పితృదేవతలు తమ వంశంలో ఎవరైనా సరే ఆబోతునకు అచ్చువేసి వదులును ఎవడు ఆబోతునకు పెండ్లు చేయనా అని ఎదురు చూస్తూ ఉంటారు ఎవడు ధనవంతుడై ఉండి కూడా పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయినను చెయ్యరో అటువంటి వారు రోరువాది సకల నరకంలో అనుభవించుటయే కాకుండా వారి యొక్క బంధువులను కూడా నరకమునకు గురి చేయను కాబట్టి ప్రతి సంవత్సర కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవుల ఆలయం నందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారం ఉండి మరునాడు తన శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనము వడ్డించిన వారు ఇహపరములందు కూడా సర్వ సుఖములను అనుభవింతురు ఇక కార్తీక మాసంలో విడవవలసినవి ఏమిటంటే ఈ మాసమందు పరాణ భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టరాదు తినకూడదు శ్రాద్ధ భోజనం చెయ్యకూడదు నీరుల్లిపాయ తినరాదు స్థిరదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండినటువంటి వంటలు కూడా తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారాల నాడు సూర్య చంద్రగ్రహణపు రోజుల యందు భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధువ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలెను భోజనం మాత్రము ఒక్క పూట మాత్రమే చేయవలను కార్తీక మాసంలో తైలము వ్రాసుకుని స్నానం చేయరాదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసంన వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను కావున వేడి నీటితో స్నానము చేయరాదు ఒకవేళ అనారోగ్యంగా ఉండి కూడా ఎలాగైనా సరే విడవకుండా కార్తీక మాసం వ్రతం చేయవాలను అని కుతూహలంగా ఉన్నవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చు అట్లా చేయువారులు గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లు మనసులో స్మరించుకుంటూ స్నానము చేయవలెను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలం స్నానం చేయవలెను అటలా చేయని ఎడల మహాపాపియే జన్మ జన్మంలో కూడా నరక కోపంన బడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కాని చెరువు నందు గాని కూడా స్నానం చేయవచ్చును అప్పుడు ఈ కింది శ్లోకమును చదివి మరీ స్నానం ఆచరించవలను గంగే च కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని పఠించుచు స్నానము చేయవలను కార్తీక మాస వ్రతము చేయుచున్న వారు పగలు పురాణ పఠన శ్రవణము హరికథా కాలక్షేపంలో కాలము గడపవలను సాయంకాలము సంధ్యావందనాది కాలకృత్యములు ముగించి పూజా మందిరమునున్నటువంటి శివుని కల్పోక్తముగా ఈ కింది విధంగా పూజించవలను ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ओम परमेश्वराय नमः आवाहनं समर्पयामि ओम कैलासवासाय नमः नवरत्नसिंहासनं समर्पयामि ओम गौरीनाथाय नमः पाद्यम समर्पयामि ओम लोकेश्वराय नमः अर्घ्यम समर्पयामि ओम वृषभवाहनाय नमः स्नानम समर्पयामि ओम दिगंबराय नमः वस्त्रम समर्पयामि ओम जगन्नाथाय नमः यज्ञोपवीतं समर्पयामि ओम कपालधारिणे नमः गंधं समर्पयामि ॐ सम्पूर्णगुणाय नमः पुष्पं समर्पयामि ओम महेश्वराय नमः अक्षतां समर्पयामि ओम पार्वतीनाथाय नमः धूपं समर्पयामि ओम तेजोरूपाय नमः दीपं समर्पयामि ఓం లోకరక్షాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమ కర్పూర నీరాజనం సమర్పయామి ఓం శంకరాయ నమ సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ఈ విధంగా కార్తీక మాసం అంతయు కూడా శివుణ్ణి పూజించవలను శివ సన్నిధిని దీపారాధన చేయవలను ఈ విధంగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడు అగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలను ఇతను చేసిన వారికి నూరు అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలము వెయ్యి వాజపేయ యాగములు చేసినటువంటి ఫలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు కూడా బ్రాహ్మణ సమారాధనతో శివకేశవుల సన్నిధి నిత్యం దీపారాధన తులసుకోట వద్ద కర్పూర హారతులతోటి దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకి కూడా పితృదేవతలకు కూడా మోక్షం కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించని వారు వంద జన్మలు నానా యోనులందు జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలైనటువంటి జన్మలెత్తుదురు ఈ వ్రతము శాస్త్రోక్తంగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును వ్రతము చేసినను లేక పురాణము చదివినను లేకపోతే విన్నను కూడా అట్టి వారలకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును కార్తీక పురాణము పద్నాలుగో అధ్యాయం సంపూర్ణము ఏతత్ ఫలం కృష్ణ అర్పణమస్తు పరమేశ్వర అర్పణమస్తు